hi friends welcome to my channel వేసవికాలం వచ్చేసింది కదా మనం తెచ్చుకునే కూరగాయలన్నీ ఎంత జాగ్రత్తగా ఉంచినా వడిలిపోతూ ఉంటాయి మరీ ముఖ్యంగా ఆకుకూరలు అయితే చెప్పనే అక్కర్లేదు తెచ్చిన మరుసటి రోజే పాడైపోతాయి ఆకుకూరలు పాడవకుండా తాజాగా ఉంచగలిగే విషయం ఒకటి ఉంది అదేమిటంటే ఒక అరిటాకులో మనం ఏవైతే ఆకుకూరలు తెచ్చుకున్నామో ఆ ఆకుకూరలన్నీ ఒక అరిటాకు తీసుకుని దానిలో ఈ విధంగా క్లోజ్ చేసి మొదళ్ళు బయటికి ఉండే విధంగా ఇదిగో ఈ విధంగా ఒక కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఖచ్చితంగా తాజాగా ఉంటాయి మధ్యలో మీకు అవసరమైన ఆకుకూరలు తీసుకుని మళ్ళీ ఇదే విధంగా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఇదండి సంగతి ఈ విధంగా ఆకుకూరల్ని తాజాగా ఉంచవచ్చు అన్నమాట మరొక విషయంతో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ